డీజే సోను సోను సోను సోను చెన్నై పల్లి తండా కష్టాలు ఎదురైనా ప్రాణం పోయే రోజు వస్తుందేమో కానీ నీ మీద ప్రేమ పోయే రోజు ఎప్పటికీ రాదు 真的 डीजे सोनो सोनो सोनो सोनो चेन्नई पल्ली तंडा